గోబీ పకోడీ తయారు చేసుకునే విధానం కడిగిన గోబీ ముక్కలు శనగపిండి కారం కొత్తిమీర అల్లం ఉప్పు ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ గోబీ పకోడీకి అవసరమైన పదార్థాలు గోబీ ముక్కల్లో శనగపిండి వేసి అల్లం ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఉప్పు కారం ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపి తగినన్ని వాటర్ పోసి పకోడీకి సరిపడా కలుపుకోవాలి ఆనియన్ పకోడీ కలుపుకున్నట్టే చేతికి సరిపడా ముద్దలాగా వచ్చేటట్టు గోబీ పకోడీని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు తయారైన దాంతో పకోడీ వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పకోడీలు వేసుకుందాం మనం ఆనియన్ బదులు ఇప్పుడు గోబీ వాడామన్నమాట తినటానికి చాలా బాగుంటాయి రుచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని సిద్ధమైన పకోడీలను తీసుకొని బౌల్లో వేసుకుందాం మనం కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు మెత్తగా అనుకుంటే కొంచెం తక్కువ ఫ్రైలో తీసుకోవచ్చు ఎక్కువ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నోరూరించే గోబీ పకోడీ రెడీ